why do want be an agent syndicate కి ఒక పవర్ హౌస్ ఉంది అదే గాడ్ ఆ పవర్ హౌస్ ని ట్రేస్ చేయగలిగితే ఎంటైర్ నెట్వర్క్ ని డెస్ట్రాయ్ చేయొచ్చు ఆకలితో ఉన్న పులి ఈ సింహాన్ని వేటాడటానికి వస్తోంది इस ऑपरेशन का सक्सेस परसेंटेज कितना है Mehta only five percent ma'am फिर किस कॉन्फिडेंस के साथ ये स्टार्ट किया है ఇంత పెద్ద మిషన్ హ్యాండిల్ చేయగలరా సింహం బోడిలోకి వెళ్ళి తిరిగి వచ్చేది కోతి మాత్రమే చేతిలో గన్ను యాక్షన్ ఇమోషను ప్రతి నిమిషం గూస్ కదా జీ నీట్స్ కమిన్ కుత్తే పనులు చేయడానికి చాలా గట్స్ కావాలి నా దృష్టిలో మనందరం real super hero are you excited గా అనిపించట్లేదారా కొంచెం వైల్డ్ జీ He crossed the border. He's a national security threat. You leave me no choice వాణ్ణి చంపేయండి see you very soon red alert call for ministry emergency meeting immediately We have a dangerous guest coming now. పై అంటే బుల్లెట్లు వర్షంలా కురుస్తూ ఉంటాయి ఏ బుల్లెట్ మీద నీ పేరు రాసుంటుందో నీకే తెలీదు Are you ready, boys? but you never want the smoke. If you flashing all the guns on your life, you a joke.